ప్రభుత్వ ప్రయత్నం కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ ఏదో పైపైన రాజకీయం కోసం అయితే ఇట్లా చేయాల్సిన అవసరంలా ఇంకో రకంగా చేసిండొచ్చు రాజకీయపరమైన ఇవే జరుగుతాయి సీరియస్గా మనలో మనం కూడా చూసుకోవాలి మనం అన్న ఆరోపణలు ఎంత లోతుగా ఉన్నాయి చూడాలి కాబట్టి జల్లెడబట్టమనే సబ్ కమిటీని వచ్చింది అందులో ఒక లెవెల్ ఆఫ్ ఇది వచ్చిన తర్వాతనే సిట్ వచ్చింది నేను అదే అనింది డ్యూ ప్రాసెస్ ఎక్కడ కూడా దాన్ని డీవియేట్ కాకుండా అసెంబ్లీలో పెట్టి తీసుకొచ్చిన ఇది కాబట్టి దానికి పూర్తి శాంక్షిటీ ఉంది అది విత్ ఆల్ డ్యూ సీరియస్నెస్ చేస్తున్న ఎక్సర్సైజ్ అండ్ దాంట్లో ఎగ్జోనరేట్ అయితే వాళ్ళు ఏదో దాన్ని ఏమంటారు పవిత్రమైన దీనిగా తెలుగుదేశం పార్టీ బయటికి రావచ్చు పొరపాటు అయితే మేము మా పార్టీ మేము చెప్పిన అబద్దాలన్నీ ప్రూవ్ అవుతాయి ఆ పని వాళ్ళు ఆ రోజు ఛాలెంజ్ చేయకుండా ఫేస్ చేసింటే ఇప్పటికే వాళ్ళదేమి ఆడ కుంభకోణం లేకపోతే అదే బయటకు వచ్చేది వాళ్ళకే మేలు జరిగేది అది వాళ్ళు కా దాన్ని ఛాలెంజ్ చేసి ఇంత టైం వేస్ట్ చేశారు ఇప్పుడు మొదలవుతుంది ఉందని మేము అనుకోవడం నమ్మకం కాదు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆధారాలు ఏమున్నాయి మీకు మీడియా కూడా తెలుసు నేను ముందే అంటున్నా కదా అవి అమరావతికి సంబంధించినంత వరకు దాన్ని లోతుగా చూడాల్సిన అవసరం కూడా లేదు ఎక్కడ తడిమినా అవినీతి పూర్తి ఆశ్రిత పక్షపాతం అవినీతి ఇంకా దొరికిన ఒక అవకాశం బ్రహ్మాండమైన అవకాశం తరతరాలుగా తరగనేది వేల కోట్లు సంపాదించుకోవాలనే ఒక దుగ్ధ ఏదైతే ఉందో ఆయనకు ఆ ఎక్సర్సైజ్లో పడినాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆ బిల్డింగ్లు సరికట్టలేకపోయాడు పూటకు ఒక ఏరియా తిరుగుతూ ఇదే కూర అది కూర తిరుగుతూ వచ్చాడు టెంపరీ వాటిని అని కొన్ని పేర్లు పెట్టాడు రోజుకు ఒక స్కీమ్ అని కొత్తది తీసుకొచ్చాడు ముప్పై వేల ఎకరాలు అందరి దగ్గర పూల్ చేసి వాళ్ళ కాక అరచేతిలో స్వర్గం చూపించి ఓ రియల్ ఎస్టేట్ స్కామ్స్టర్ స్టార్ అట్లా బిహేవ్ చేస్తాడు అట్లా చేసి ముంచాడు అది అందరికీ ఎవరికైనా తెలుసు అంటే అక్కడ సస్టైనబుల్ ఇది కానీ లేదా ఒక రియల్ సరైన రాజధాని కానీ తీసుకురావడానికి అవకాశం లేని స్కీమ్ ఏదైతే ఉందో తను తీసుకునేది అది తీసుకొచ్చాడు అది ఫెయిల్ అయింది ఇంకా మరి దాంట్లో ఏమి బెనిఫిట్ ఉంటుందంటే వీలైతే దాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు సంపాదించాలనుకున్నాడు అది ఎప్పుడైతే ఎలక్షన్లో అది కాలేదో బహుశా ఎలక్షన్లో తను మళ్లీ వస్తే ఆ ప్రాసెస్ పూర్తి చేయాలనుకున్నాడు ఆయనకు రాజధాని మీద లేదు ఎందుకంటే ఆయనే చెప్పాడు ఆ రోడ్లు వేయాలంటే లక్ష కోట్లు కావాలా అదే లక్ష కోట్లు ఆయన తెచ్చేది ఎక్కడ పెట్టేది ఎక్కడ కాబట్టి ఆ పేరు చెప్పి దోచుకోవాలనుకున్నాడు అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు తదిగా ఇప్పుడు జరుగుతున్న దాంట్లో బయటకు వస్తే ఆయన పాపాలన్నీ బయటకు వస్తాయి అది వస్తాయి కాబట్టి ఈరోజు బింకంగా మాట్లాడుతున్నారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులనే మళ్ళీ కొబ్బరికాయలు కొడుతున్నారు ప్రచారం కోసం అని చెప్పి చంద్రబాబు విమర్శిస్తా ఉన్నారు కావచ్చు ఇక మీరు షెడ్యూల్ చేసుకున్న సంబంధించి అసలు ఆయన ఏం చేశాడు భోగాపురంకు సంబంధించి ఆ టెండర్లు ఎందుకు మరి కంటిన్యూ చేయలేదు భూసేకరణ ఎందుకు పూర్తి చేయలేదు ఎవరైనా కొబ్బరికాయ ఎప్పుడు కొడతారమ్మా శంకుస్థాపన అంటే పని మొదలు కావాలా మరి ఆయన శంకుస్థాప కొబ్బరికాయ కొట్టి పని ఎందుకు మొదలు పెట్టలే పెడితే ఏదో ఒకటి వచ్చేదిగా బిల్డింగ్ ఎయిర్పోర్ట్ రావాలిగా అసలు ఇన్ని రోజులు డిలే అయింది ఆ లీగల్ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కదా ఫేస్ చేయాల్సి వచ్చింది ఇదంతా మీకు కళ్ళ ముందు కనపడుతున్నది కదా అప్పుడు పిలిచిన టెండర్లు ఎందుకు క్యాన్సిల్ చేసినారు మళ్ళీ చేసి అంటే ఆయన ఏమీ చేయలేదు భోగాపురం అనే దగ్గర దీన్ని చూడడం తప్ప మొదలు పెట్టడం తప్ప ఇక్కడే కాదు హైదరాబాద్లో కూడా ఆయన ఏం చేశాడు అంతకుముందు ఆయనకు ముందున్న గవర్నమెంట్ చేసినవి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు విజయభాస్కర్ ఎక్కినప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసినవన్నీ ఆయన కింద క్రెడిట్ కింద వేసుకున్నాడు మొదలుపెట్టినవి అలాగే సైబర్ సిటీ కానీ అదేనా కానీ అలాగే ఎయిర్పోర్టుకు సంబంధించి ఇట అటా ఇటా రామోజీరావు అదేది మన రామోజీ ఫిల్మ్ సిటీ వైపు ఇట లెక్కలు వేసుకుంటూ లెక్కలు వేసుకుంటూ ఎక్కడైతే ల్యాండ్ వస్తుంది ఆయన దృష్టి అంతా దాని మీదే ఈ లెక్కలు వేసుకుంటూ ఆఖరి ఫైనలైజ్ చేయాలని రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేశారు పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ ఎవరు మొదలు పెట్టారు ఎవరు పూర్తి చేశారు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేశారు ఆయన ఆయన దేనికి ఒక మొదలు పెడితే పూర్తి చేయాలని కానీ మొదలు పెడితే అసలు పని మొదలు పెట్టే ఆలోచన కూడా ఏది చేయాలి అప్పుడు మీరు ఫస్ట్లో దేవాదుల దగ్గర నుంచి ఎన్నికలు వస్తున్నాయంటే నాలుగు కొబ్బరికాయలు కొడతాడు ఆయన చేసేసి పూర్తి చేస్తారు ఇప్పుడు మీరు పది నెలల్లో డెవలప్మెంట్ కనపడుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు శంకుస్థాపన చేశారంటే నిజానికి ఇది నాలుగు నెలల క్రితం కూడా చేసిండొచ్చు ఎందుకంటే అప్పటికే కోర్టు క్లియరెన్స్ కూడా వచ్చినాయి ఎందుకు చేయలేదంటే రియల్ పని మొదలు పెట్టాలా వాళ్ళు ఎవరైతే వర్క్ చేసే వాళ్ళ ఫైనాన్షియల్ క్లోజ్ చేస్తా వాళ్ళ అయిపోయింది అంత అయినా మొదలు పెట్టారు ఇప్పుడు వర్క్ మొదలవుతుంది ఇది సీరియస్నెస్ అంటే ఇలాంటిది చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేశాడమ్మా చేయలే కదా లేదమ్మా ఆ అంశాలు ఏవైతే చూసారో కొన్ని సిఐడి దీని కింద కేసులు ఉన్నాయి అవి నడుస్తున్నాయి అవి నడుస్తున్నాయి కదా వాటి వరకు నడుస్తుంది ఇంకా ఏదైనా ఉంటే ఇప్పుడు దీని కింద సిట్ కింద ఆధారాలు ఉన్నాయి కాబట్టి ప్రైమా ఫేసి సిట్ శాసనసభలో చర్చ జరిగింది ఆడ ఫీల్ అయ్యారు సిట్ వచ్చింది అండ్ నాకెందుకు మీకు తెలుసు ఏమున్నాయి నేను ఇంతకుముందు అన్నట్టు దానికేమో ఆధారాల కోసం లోతుకు పోవాల్సిన అవసరంలా అక్కడ ఏ పిల్లాడిని అడిగినా చెప్తాడు ఎక్కడ తడిగినా కూడా కనపడతారు స్కామ్ వీటికి సంబంధించి నాకు అర్థం కావట్లేదు పార్టీ ఇంటర్నల్ అఫైర్ ఒక నాయకుడికి సంబంధించి ఆయన ఈ రోజు కాదు అంతకుముందు మీ పత్రికల్లో మీ మీడియాలోనే వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు నేను కూడా అంతకుముందు రీజనల్ కోఆర్డినేటర్ని నా వ్యక్తిగత కారణాల వల్ల నా దీనివల్ల నేను కాదు అని అనుకున్నా అలాగే ఇంకొక జాబ్ అనేది అసైన్ చేస్తారు అలాగే బాలినేని గారు క్లియర్గా చెప్తున్నారు నాకు నాకున్న ఆరోగ్యకరంలో ఒంగోలు బీయింగ్ ఒంగోలు అక్కడ ఫోకస్ పెట్టాల్సిందని ఆయన అనుకున్నాను దానికి సంబంధించిన నిర్ణయం అది దానికి సంబంధించినంతవరకు అది ఇంటర్నల్గా మాట్లాడుకొని చేసేది ఇది కంటిన్యూస్ ప్రాసెస్ మీకు ఎక్కడ ఆ సెక్షన్ ఆఫ్ మీడియా మొదలు పెడుతున్నారు మీరు అందుకుంటున్నారు వాళ్ళకి ఏదో ఒకటి కావాలి ఏదో డిస్టర్బెన్స్ వైఎస్ఆర్సీపీలో ఏదో జరుగుతుంది వైఎస్ఆర్సీపీలో నూట యాభై ఒక్క మంది సభ్యులు ఉన్నారు ఈసారి నూట డెబ్బై ఐదు టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి డిమాండ్ విపరీతంగా ఉంటుంది అలాగే చిన్న చిన్న ఏదైనా పరిష్కారం వాటికి సంబంధించిన సమస్యలు వస్తుంటాయి అలాగే నాయకులకు సంబంధించి ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ వాళ్ళ పరిమితులు ఎక్కడన్నా ఉంటే మేము దీని మీద ఫోకస్ పెట్టాల్సింది వాళ్ళు అడుగుతుంటారు లేదా నాయకుడు అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు ఆయననా నువ్వు దీని మీద ఫోకస్ పెట్టని చెప్పొచ్చు ఇవన్నీ మామూలు సహజంగా జరిగేవి ఏమి మాట్లాడడానికి అనడానికి ఏమీ లేదన్నందువల్ల ఇట్లాంటి ఏదో వస్తుంటాయి దాంట్లో ఏమీ లేదు టీ కప్పులు తుఫాను కూడా కాదు టీ కప్పు లేదు టీ కూడా లేదు దాంట్లో తుఫాను లేదు దాని మీద ఊరికేదో ఊసిపోక దీనికి మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవాలి రజనీకాంత్ కి చంద్రబాబు కాల్ చేశారు ఈ రోజు కథ అంతకంటే అన్యాయం ఉందా అది రాసుకోవడం అంటే వాళ్ళు అసలు వాళ్ళ తలలు ఎక్కడ పెట్టుకోవాలని అర్థం కావట్లే రాసినోడికైనా ఉండాలి వేసినోడికి ఉండాలా వాళ్ళు ఎవరో దానికి మళ్ళీ ఫోటో గీటో పెట్టి అసలు అంటే ఎందుకు అంత దివాళా కొడతారో నాకు అర్థం కావట్లా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఫోన్ చేసింది ఫోన్ చేసింది నాకు తెలుస్తుందా మీకు తెలుస్తుంది ఎవరికైనా తెలుస్తుంది ఇజ్ పబ్లిక్ ఇదే ఆయన ఏమన్నాడో ఆయన అదన్నాడో లేక నా ఊరికి అనవసరంగా తిట్టించినామని తిట్టాడు తెలియదు నన్ను నేను ఊరికి దా దారిపోయే కంపెనీ రాసుకున్నట్టుంది మీ స్టేట్కి రావడం ఎందుకు నోరు జారడం ఎందుకు తిట్టు తినడం ఎందుకు నీ వల్ల భలే జరిగింది చంద్రబాబు తిట్టినాడేమో తెలియదు మేమైతే అదే అనుకున్నాం అనుకుంటున్నా అసలు ఏం చేశాడో లేదో తెలియదు అసలు వాళ్ళ ఈయనకు షర్టు ప్యాంటు వేసి నిలబెట్టి అన్ని బద్దలు వేసి కట్టి ఈయన ఎట్ట సెక్యూర్డ్గా తీసుకొచ్చి రేపు అధికారంలో అర్జెంటుగా కూర్చోబెట్టాలనే ప్రయత్నంలో ఆయన రామోజీరావు గారు రాధాకృష్ణ వాళ్ళు ఏ లెవెల్కి పోతున్నారంటే వాళ్ళు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎవరితో మాట్లాడినా అక్కడ టేబుల్ కింద ఎవరన్నా ఉంటారేమో తెలియదు అంటే రజనీకాంత్ ఇంకో దగ్గరైనా మోడీ దగ్గరైనా ఇంకో దగ్గరైనా ఎక్కడైనా సరే వాళ్ళు ఏదనుకుంటే ఒక కథ రాయడం అది పెట్టేయడం ఓ బ్యానర్ హెడ్డింగ్ పెట్టడం జనం మీద వదలడం దాన్ని జనం చూడాలా కన్ఫ్యూజ్ కావాలా లేదు మీరు అడుగుతారు మేము రిప్లై ఇవ్వాలా ఇదే తతంగం అయిపోయింది